సూలూరుపేట బస్టాండ్ సెంటర్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు ర్యాలీ అనంతరం బస్టాండ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం పూలాభిషేకం చేశారు కొత్త జిల్లాలను స్వాగతిస్తూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కొత్త జిల్లాలతో రాష్ట్రంలో ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుందని ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండి మేలు చేయడం కోసమే ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసిందని శ్రీ బాలాజీ జిల్లాలో ప్రపంచ గుర్తింపు కలిగిన ఆధ్యాత్మిక పారిశ్రామిక పర్యాటక సాంకేతిక ప్రాంతాలు ఉన్నాయని తెలియజేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు జిల్లాల్ని ఇరవై ఐదు జిల్లాలు చేస్తారని అంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేసి ప్రజలకి పాలనని సులువు చేస్తూ పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చి అధికారుల్ని ప్రజల వద్ద తీసుకొచ్చి పాలన సాగిస్తానని ఆ రోజు చెప్పడం అందులో భాగంగానే మొట్టమొదటిగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి వంద రెండు వేల ఐదు వందల జనాభాకి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి మరి దానిలో పది మంది అధికారాలని మరి దగ్గరగా ప్రజలందరూ కూడా అందించే క్రమం దానిలో భాగంగా ఈరోజు జిల్లాలు చేశారు ఇరవై ఆరు జిల్లాలు చేశారు మళ్ళీ మరి ఇరవై ఆరు జిల్లాలు చేస్తూ మరి అక్కడ కలెక్టర్లు జేసీలు పోలీస్ ఆఫీసర్స్ అందరు అధికారులు మరి ప్రజలకు దగ్గరగా ఉండేట్టుగా మరి దగ్గరగా ఉండి పాలనని సులభతరం చేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తామన్నామో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి